హాయ్ ఫ్రెండ్స్ నేను మీ విజయ్ని ఫ్రెండ్స్ నా వీడియోని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు లైక్ చేస్తూ ఉండండి మరిన్ని న్యూ వీడియోస్ని నేను మీకోసం తీసుకొస్తూ ఉంటాను ఫ్రెండ్స్ సరే ఫ్రెండ్స్ వివరాల్లోకి వెళ్ళిపోతే రాష్ట్ర ప్రభుత్వం ఏపీ టెట్ యొక్క రిజల్ట్ని ఇప్పుడే అనౌన్స్ చేయటం జరిగింది ఫ్రెండ్స్ ఆ వివరాలు నేను మీకు తెలియచేస్తున్నాను ఫ్రెండ్స్ రిజల్ట్ను మీరు చూసుకోవడానికి కంపల్సరీగా hall ticket number date of birth ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్ అది ఏ విధంగా ఓపెన్ చేసి మీ రిజల్ట్ అని చెక్ చేసుకోవచ్చో ఇప్పుడు నేను మీకు తెలియచేస్తున్నాను ఫ్రెండ్స్ మీరు ఫైర్ పాక్స్లోకి వెళ్ళి ఏపీ టెట్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్ ఏపీ టెట్ అని టైప్ చేసిన వెంటనే ఇక్కడ మీకు ఈ వెబ్సైట్ అనేది రావటం జరుగుతుంది దీని మీద మీరు క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే ఒకసారి కిందకి స్క్రోల్ చేసుకుంటూ వస్తే చూడండి మీకు ఇక్కడ రిజల్ట్ అని కనిపిస్తుంది దీనికి స్ట్రైట్గా మీరు చూస్తే రిజల్ట్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్ రిజల్ట్ మీద క్లిక్ చేసినప్పుడు రిజల్ట్ అనేది మీకు ఓపెన్ అవుతుంది ఓపెన్ అయినప్పుడు ఈ విధంగా మీకు డైలాగ్ బాక్స్ అనేది రావటం జరుగుతుంది ఈ డైలాగ్ బాక్స్లో హాల్ టికెట్ నెంబర్ మరియు డేట్ ఆఫ్ బర్త్ అని ఈ రెండు ఉండటం జరుగుతుంది వీటిని మీరు ఫిల్ చేసి ఈ క్రింద ఉన్నటువంటి గెట్ రిజల్ట్ అని మీరు ఇవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా ఇచ్చిన బట్టి మీ హాల్ టికెట్ నెంబర్ మీ పేరు మీ ఫాదర్ పేరు మ్యాక్సిమం మార్క్స్ మార్క్స్ అప్డైండ్ అంటే మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయో అదేవిధంగా కేటగిరీస్ వైజ్ అంటే క్యాస్ట్ వైజ్ ఎన్ని మార్క్స్ ఉండాలా ఏంటనేది పూర్తి డీటెయిల్స్ అనేవి కింద మీకు వచ్చేయటం జరుగుతుంది ఫ్రెండ్స్ మరి ఇంకెందుకు ఆలస్యం ఫ్రెండ్స్ వెంటనే మీ యొక్క రిజల్ట్ని మీరు చెక్ చేసుకోండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ ఇవ్వండి